All lines clear. Yes, he's coming now. He's coming now to Raleigh. He's the legend of the Baltics. He was. So Raleigh clear. Hit it down! Hey, yo, people! Here comes the real man to make a mystery. The rebel of a new kingdom. మన నేత మన అధినేత అతడేరా అధినాయకుడు భాగ్య విధాత బంగారు చరిత బ్రతుకులు మార్చగా వచ్చాడు ఆశలతో జై కొట్టాలయ్యో జనమంతా వందే మాతరమే అని నడవాలయ్యో తన వెంట టీఆర్ఎస్ పార్టీలు గెలిచే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా నిజాం గోరి వద్ద మోకరించే భారతీయ జనతా పార్టీ మీరందరూ కష్టపడి గెలిచినది పార్లమెంట్ సభ్యులుగా మేము పోయి మోకరింది ఎవరి పాదం సర్దార్ పటేల్ పాదాల ముందు మోకరిందాం ఇలాంటి కేసు చేయాలంటే పట్టబోయాలు ఇంకా రాసోడు మనం దోసుకుంటారు పదిహేడవ సెప్టెంబర్ అధికారికంగా జరిపే వరకు భారతీయ జనతా పార్టీ ఎట్టి పసుపు వెనుకలు వేసే ప్రసక్తి లేదు మనకు జన్మ వృత్తని సేవకుడు కేసీఆర్ చరిత్ర కేసీఆర్ కుటుంబ చరిత్రనే రాబోయే తరాలకు అందించాలని కుట్రలో భాగమే సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం అనే విషయం వాస్తవం తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావనను నిజం గోరి ముందు తాకబడి నీచమైన దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ నిజాన్ని ఏ విధంగా గుర్తుపెట్టిగా ఉంటుందో ప్రశస్త ఇస్లాం సమాజ్ వద్ద మోకరిందే దౌర్భాగ్యపు పార్టీలుగా ఉన్న సర్దార్ పటేల్ లాంటి దేశభక్తుని పాదాల ముందు మోకరినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పాలగా ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించిన అవసరం ఉంది